కాంపిటేటివ్ పడ్డా ఫ్రెండ్స్ మనకి పంచాయతీలో పంచాయతీరాజ్లో తొమ్మిది వేల రెండు వందల పోస్టులకి తెలంగాణ ప్రభుత్వం పచ్చ జెండా ఒప్పింది ఫ్రెండ్స్ ఇది ఒక వారంలో నోటిఫికేషన్ ఉంటుంది రెండు నెలల్లో పోస్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ దీని గురించి మనం అఫీషియల్గా చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి తెలంగాణలో తొమ్మిది వేల రెండు వందల పోస్టులకి పంచాయతీ కార్యదర్శుల నియామకానికి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వారంలో నియామక ప్రక్రియ ప్రారంభించి రెండు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు కొత్తగా నియామకమయ్యే కార్యదర్శులకు మూడేళ్ల ప్రొఫెషనల్ కాలం పెట్టాలని ఆ తర్వాత వారి పనితీరు ఆధారంగా పర్మినెంట్ చేయాలని సూచించారు పల్లెలు ప్రగతి సీమలు కావాలంటే పంచాయతీ కార్యదర్శులు కీలకమని అభిప్రాయపడ్డారు ఇది ఫ్రెండ్స్ సో మనకి పంచాయతీల్లో తొమ్మిది వేల వందల పోస్టులు ఒక వారంలో నోటిఫికేషన్ వస్తుంది ఈ రెండు నెలల్లోనే పోస్టింగ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇంతేకాకుండా వీళ్ళకి మూడేళ్ల కాలం ప్రొఫెషనరీ పీరియడ్ ఉంటుందన్నమాట ఈ ప్రొఫెషనరీ పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళ పనితీరుని బట్టి పర్మినెంట్ చేస్తారు సో ఇది ఇది మంచి అవకాశం ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను దీన్ని మాత్రం మీరు మిస్ అవ్వద్దు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవ్వండి దాని ద్వారా మీరు మేము ఏమి వీడియోలు పెట్టినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయన్నమాట దాంతోపాటుగా సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఒక బెల్ సింపుల్ ఉంటుంది ఫ్రెండ్స్ గంట సింపుల్ దానికోసం మీరు ప్రెస్ చేయండి దాని ద్వారా మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ నోటిఫికేషన్స్ మేము పెట్టిన వెంటనే మీకు మీకు మొబైల్కి వస్తుంటాయి అనమాట okay thank you very much